అమృతం ఊళ్ళో లేని సమయంలో అమృతం చుట్టాలు వస్తారు అంజి వాళ్లను సగౌరవంగా ఆహ్వానించి అమృతం ఇంట్లో దించుతాడు అంజి అమృతంకు ఫోన్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది ఊరు చూద్దామని వచ్చిన చుట్టాలు సంవత్సరాల తరబడి తిష్టవేసి మేసే మొండిగటాలని వాళ్లను వెంటనే తరిమేయమని అమృతం చెప్తాడు అది మర్యాద కాదు వారి మనసు నొచ్చుకోకుండా తన టెక్నికల్ బ్రెయిన్ యూజ్ చేసి బయటికి పంపిస్తానని అంజి అంటాడు ఆ పైన బాబాయి పిన్ని ఇల్లోదిలు వారంతటి వారు పారిపోయేలా అంజి రకరకాలుగా ప్రయత్నించి ఫెయిల్ అవుతుంటాడు చివరగా టమోటా జ్యూస్ అడిగిన బాబాయ్కి అంజి పండుమిరపకాయ జ్యూస్ ఇస్తాడు అది కనిపెట్టిన బాబాయ్ తెలివిగా ఆ జ్యూస్ అంజి తాగేలా చేస్తాడు దాని పవర్కి రాకెట్లా సీలింగ్ ఎగసిన అంజి కిందికి దిగడానికి వారం పట్టింది ఇకనన్నా వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్తాడో లేక ఇంకా ఏమన్నా టెక్నిక్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాడో చూద్దాం కొంచెం డాడీ బాబాయ్ పోడు నేను పోయేలా ఉన్నాను ఏంటి సార్ వాడు శవం మీద ఐసు నువ్వు నోరు మూస్తావా నోటికి ఏదొస్తాది వాక్కు ఆగు వీడి దిక్కుమాలిన ఉపమానంతో నాకు గొప్ప ఐడియా వచ్చింది అక్కడ ఒక శవం కదిలితే గాని వీళ్ళు ఇక్కడి నుంచి కదలరు ఆ చావ ఐడియా ఏంటో క్లియర్ గా చెప్పండి సింపుల్ అండ్ బ్రిలియంట్ ప్రతి ఒక్క ఫ్యామిలీలోనూ ఎవరో ఒకరు ముసలోళ్ళు ఉంటారు రేపో మాపో అన్నట్టు అమృతానికి ఫోన్ చేసి వాళ్ళ పేర్లు కనుక్కుందాం ఆ క్యాండిడేట్ పోయాడంటే వీళ్ళు ఈజీగా నమ్ముతారు వెంటనే బయలుదేరతారు ఏంటి బాగాలేదా ఏమో వాళ్ళు నమ్ముతారని నమ్మకం లేదు పెద్ద ముదురులా ఉన్నారు నీకెందుకు నమ్మేలా నేను చేస్తాగా ముందు అమృతానికి ఫోన్ చేయి నాకు వెయ్యి శోక చిహ్నం నటనకు వన్నీ తెచ్చే చిన్న డీటెయిల్ ఓహో పిన్ని మీ పోలవరం పెద్దమ్మ పోయిందంట అవును మీ పెద్దమ్మ మనకింక లేదు <laughs> ఇది కామెడీ మీ పెద్దమ్మకి కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి లివర్ ఫెయిల్ అయింది లంగ్స్ ఫెయిల్ అయ్యాయి స్టమక్ ఫెయిల్ అయింది చివరికి హార్ట్ ఫెయిల్ అయింది టోటల్ గా మీ పెద్దమ్మ ఫెయిల్ అయింది పోయింది <laughs> చలిగాలికి చెవుపోటొచ్చి చెవుల నిండా దూది కుక్కేశాను మీరు చెప్పింది ఒక్క ముక్క వినపడకపోయినా చాలా తమాషాగా ఉంది తమాషా కాదు పిన్ని మీ పోలవరం పెద్దమ్మకి బాగా సృష్టి చేసి చేసి అకస్మాత్తుగా పోయింది పోయిందా పెద్దమ్మా <laughs> పిన్ని కొంచెం సమాయించుకో పిన్ని ఏమిటే నట్టింట్లో ఎవరో పోయినట్టుగా ఏడిపేమిటే యు ఆర్ రైట్ బాబాయ్ వాళ్ళ పెద్దమ్మ గాన్ ఇప్పుడు ఏం చేయాలి వెంటనే బయలుదేరాలి నా కాళ్ళు చేతులు ఆడటం లేదు ఏంటి బాబాయ్ పెద్దవాడివి నువ్వు కూడా అలా బెంబెలు పడిపోతే ఎలా తమాయించుకుని బస్ ఎక్కాలి అయినా వెంటనే వెళితే ఆ ఖర్చులన్నీ మన మీదే పడతాయి అయినా ఇలాంటి సమయాల్లో ఖర్చుల గురించి ఆలోచిస్తారా అందుకే ముందు చూపుతో పదివేలు తెచ్చా పదివేలా ఆంజనేయులు నీ మనసు వెన్నపూస బంగారం యొక్క మేలికలీకయ్యా ముందు పెట్టెలు సర్దుకొని రెడీ కండి దారిలో తినడానికి చపాతీలు తీసుకొచ్చి ఇస్తా శాంత పద పోలవరం పెద్దమ్మ పోలేదు కానీ వాళ్ళు మాత్రం పోతున్నారు అసలు మీ ఐడియా పనిచేస్తుందని ముందు నాకు నమ్మకమే కలగలేదు మీ బొర్ర పర్వాలేదే బాగానే పనిచేస్తుంది మొన్ననే పదును పెట్టించాగా ఇప్పటిదాకా ఎక్కడ తెచ్చావరా నేను ఒక్కడే ఇక్కడ తంటాలు పడుతుంటే ఆ పైజామా సార్ వాడు ఆటో ఎత్తు రమ్మంటే ఎత్తుకొచ్చా అరే చెప్పా చేయకుండా చపాతీలు మేయకుండా వెళ్ళిపోతున్నారే రాసేంత అరే ఒక్కడే వెళ్తున్నాడేంటి మా బొండు పిన్ని అవేనట్టు ఏంటి పిన్ని బాబాయ్ నిన్ను ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు కేగా పోలవరం వెళ్ళమంటే కి వెళ్ళడం ఏంటి ఇప్పుడు అక్కడికెళ్ళి మాత్రం ఏం చేస్తాం బాబు ఎలాగో శవం ఉంచరు ఏదో ఆ తంతులకి ఖర్చులకు డబ్బులు పంపిస్తే మన బాధ్యత కూడా తీరిపోతుంది అంటే మీరు ఊరు వెళ్ళడం లేదా లేదు బాబు ఆయన ఆఫీస్కి వెళ్ళి నువ్విచ్చిన డబ్బు మనీ ఆర్డర్ చేసి వెంటనే వెనక్కి వచ్చేస్తారు నువ్వు బెంగపెట్టుకోకు ఎందుకొచ్చింది తిప్పలండి వాళ్ళకి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా వెళ్ళిపోమని అమృత అన్నీ కూడా ఫోన్ చేసి చెప్పాడు కదా ఎందుకు చెప్పడు వాడు అక్కడి నుంచి చెప్తాడు వాడు ఇక్కడికొచ్చి చెప్పమను వాళ్ళకి డైరెక్ట్గా ఆయన అంటే బంధువు కాబట్టి డైరెక్ట్గా చెప్పలేక కదా మీకు చెప్పాడు ఆ నాకు చెప్పడం ఈజీయే వాళ్ళకి చెప్పడం మాత్రం కష్టం అయినా ఇంటెలిజెన్స్ లేని వాళ్ళు అలా బల్ల గుద్దినట్టే చెప్తారు అవును ఉన్నవాళ్ళు ఇలా తెల్లగుడ్డేసి కూర్చుంటారు స్టాప్ ఉయ్యాలా రిమూవ్ తువ్వాలా వాళ్ళు వెళ్ళిపోవాలంటే ఒకటే మార్గం ఆ గేటా సార్ వాడు అవసరం లేనప్పుడు సౌండ్ వద్దు నువ్వు వెళ్ళి సూట్ కేస్ అద్దు ఏంటి వెళ్ళి సూట్ కేస్ అద్దాడు సూట్ కేస్ ఏంటి అదే స్టార్ట్ ప్యాకింగ్ స్టార్ట్ క్రయింగ్ ఈవేళ కూడా దెయ్యం వస్తే బాగుండేది కాళ్ళు నెక్కిపోయేది దెయ్యోరుపులా లేదు ఎవరిదో ఏడుపులా ఉంది ఏమైంది ఏమైంది ఏమైంది పిన్ని ఇప్పుడే ఫోన్ వచ్చింది రాత్రికి రాత్రి బయలుదేరి వెళ్ళాలి పెద్ద కార్యం దాకా రాలేం కనీసం పదిహేను పదహారు రోజులు పడుతుంది అందుకే హోటల్ కూడా మూసేస్తున్నాం మొత్తం తాళాలు వేసుకుని వెళ్ళిపోతున్నాం మీరు ఏదైనా లాగి చూసుకోండి ఇబ్బంది అయినా తప్పదు మరి ఒరే సెకండ్ షో అది చెక్ అయ్యకు వాళ్ళు ఇలా వెళ్ళగానే మేము అలా రౌండ్ కొట్టేసి వచ్చేస్తాం ఒరే మేం లేవని రోజు బలాదురుదరెక్కు ఆ రోజు సాయంత్రం వచ్చి కాపలా పడుకో అలాగే ఈ హోటల్ పెట్టిన రెండు సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ముయ్యలేదు ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు రండి మీరు అసలు మనిషా పశువా మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మన ఇద్దరం కలిసే కదా తింటున్నాం అవును వాళ్ళ ఉప్పు అందుకే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి అన్నవాడు ఆదుకోవాలి కష్టకాలంలో కావాల్సిన వాళ్ళు తోడుగా ఉండకుండా పెట్ట పట్టుకొని పారిపోతామా ఇక్కడే ఉండి ఎలాగోలా హోటల్ నడిపే మార్గం చూడాలి గాని మూసేస్తే చూస్తూ ఊరుకుంటామా పాపం ఆంజనేయులు చూడండి క్లోజ్డ్ అన్న బోర్డు తగిలించడానికి ఎంత తలడిల్లిపోయాడో ఆ బాధను తట్టుకోలేక గిలగిలలాడిపోతున్నాడు నేను మరీ అంత ఎక్కువగా బాధపడలేదు ఏదో లైట్గా అదేమిటి బాబు అలా అంటావు నీ కళ్ళలో బాధ నాకు కనిపించింది ఒక్కోసారి నాకు ఎలా రాంగ్ ఎక్స్ప్రెషన్ పలుకుద్ది గాని మనసులో అసలు డిప్రెషనే లేదు నువ్వు ఊరుకో బాబు మీకు తెలీదు ఆంజనేయుల సంగతి గుండెల్లో అగ్ని పర్వతాలు పగులుతున్నా బడబాగ్నులు రగులుతున్నా ఆ మొహం మీద చిరునవ్వు చెరగదు అవును అలాంటి ఆంజనేయుల్ని ఆదుకోవడం నా ధర్మం ఈ కాంపిటీషన్ కాలంలో రెండు రోజులు క్లోజ్ చేస్తేనే బిజినెస్ అందుకోవడం కష్టం అలాంటిది పదిహేను రోజులు క్లోజ్ చేస్తే ఇంకేమైనా ఉందా అమ్మో వాళ్ళు దివాలా తీస్తే మనం తట్టుకోగలమా అమృతం కొడుకు లాంటి వాడు ఆంజనేయులు హితుడు సన్నిహితుడు అవును అలాంటి వాళ్ళు నష్టపోయి రోడ్డుని పెడితే మనం చూడలేము ఇక్కడ ఉండి హోటల్తో మేము అలాగోలా తంటాలు పడతాం నువ్వు మాత్రం ప్రశాంతంగా అంత్యక్రియలు ముగించుకుని రా విష్ యూ హ్యాపీ జర్నీ వాళ్ళని లాడ్జికి పంపించాలనుకుంటే మనం దిగేమేంటి తెలివైన వాళ్ళు ఇలాగే చేస్తారు ఉన్న ఊళ్ళో ఉన్న ఇల్లు వదిలేసి లాడ్జీలో ఉంటారు సరే కాఫీ చెప్పండి అనుకోని సంఘటన కదా జేబులో డబ్బు ఎక్కువ పెట్టుకోలేదు ఉన్నదంతా రూమ్కే సరిపోయింది yes come in sorry for disturbing you sir it's all right breakfast order sir breakfast order చేయండి sir any sandwich no no sandwich పోనీ idli vada pesarattu upma any sir no at least tea అబ్బా ఫుల్లుగా ఉందయ్యా అవును ఆకలి thank hmm. You hmm. Sir ఎన్నాళ్ళు ఇలా పస్తుంటాం మనం పస్తు ఎందుకుంటాం మన అమృత విలాసం ఉండగా బాబాయ్ అడిగితే ఏం చెప్తాం అడగడు ఎందుకు అడగడు నేను అడుక్కుంటాను గనక భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి ఒరే సర్వం ఒరే నిన్నేరా ఎందుడా నన్నే రా అంటావా ముస్టోడితో ఫ్రెండ్షిప్ నాకు ముడియాదు I'm not a beggar you stupid server నేనుడా రా అంజీ సార్ వాణ్ణి అంజీ సార్ వాడా అబ్బా. ఇది నా ఒరిజినల్ గెటప్ కాదురా వేషం ఒరే పొద్దున్నుంచి శాంతకి నాకు తినడానికి ఏమీ లేదురా వెళ్ళి ఏదన్నా టిఫిన్ ఉంటే పట్టరారా ఈడెవడు ముస్టోడు ఇవేంటి పార్సిల్స్ ముస్టోడికి మహారాజు లెవెల్లో సర్వీసు ఇంకా ఇక్కడే నిలబెట్టావే లోపల అంజిగాడి పోర్షన్ ఖాళీగా ఉందిగా అందులో మకాం పెట్టించి మూడు పూటల మేపు అలాగే తన్నానంటే తిరుచునాపల్లిలో పడతావు ముస్టాడు ఏం వేస్తారో తెలీదా ఏమేస్తారు ఇది ఇడ్లీ వడ దోశ రవ్వ దోశ పెసరట్టు చపాతి అల్లపు చట్నీ కొబ్బరి చట్నీ కారపొడి ఏం కావాలో తీసుకో buffet the grand begging bowl buffet వాళ్ళిస్తే తీసుకురావడమేనా వాళ్ళ ముందు పడేస్తే అనుమానం వస్తుందని తీసుకున్నా దారిలో ఎక్కడా చెత్తకుండి కనిపించలేదు ఆ పైన ఉందేంటది ఏ పైన మీ మెడ పైన నువ్వేదో ఆకలి మీద కోపంగా ఉన్నట్టున్నావు డోంట్ వర్రీ సర్వానికి చెప్పాను గంటలో హాట్ హాట్గా ఓ సైలెంట్ క్యారేజ్ తీసుకొస్తాడు ఏరా అరవం ఎలా ఉన్నావు వెళ్ళి నా కోట పెసరట్టు పట్టరా ఆహా ఏ బెల్ట్ అయినా బెల్ట్ అయినా బిల్లీకుండా అలా వెళ్తావే బిల్లా బిల్లా అని అలా బావురు కప్పలాగా నోరు తెరుస్తావేమిటి బిల్లే బెల్ట్ అయినా బావురు కప్పనే విపరీత పదాలతో సంబోధించడమే కాకుండా నన్నే బిల్లు అడుగుతావా బిల్లెగ్గొట్టిపోయే దొంగల్ని ఎలా సంబోధించాలో నేర్పండి నాకు బిల్లేమిటి అసలు నేనెవరో తెలుసా నేనెవరో తెలుసా జపాన్ నుంచి పారిపోయి వచ్చిన లేడీస్ మూలా ఉన్నావు నువ్వెవరైతే నాకేమిటి తినదానికి బిల్లు కట్టకుండా పారిపోతూ పైగా దబాయింపు నేను ఇక్కడ తింటం మొదలెట్టిన దగ్గర నుంచి బిల్లుకి మీనింగ్ స్పెల్లింగ్ కూడా మర్చిపోయాను ఏమిటి గొడవ నువ్వెవరు బాబు భీమవరం బుల్లబ్బాయ్ ఇలాంటి తలమాసిన వాళ్ళతో పరిచయాలు ఏమిటండి ఓయ్ ఇందాక నుంచి చూస్తున్నాను నీ నోట్లోంచి తడవకో తిట్టు బయటకు వస్తుంది ఆడదానివి అదుపులో ఉండు ఏమయ్యా సిగ్గులేదు ఎద్దులో ఉన్నావు డబ్బులు లేకపోతే ఏదైనా పని చేసుకు బతకచ్చుగా ఇలా దొంగల హోటళ్ళ మీద పడి తినకపోతే నన్నే ఇంతలేసి మాట్లాంటారా అసలు ఇంతకీ మీరెవరు మిమ్మల్ని ఇక్కడ ఎవరు పెట్టారు అమృతం ఎక్కడ అమృతం లేడు ఊరెళ్ళాడు ఇప్పుడప్పుడే రాడు ఆంజనేయులు కూడా ఊరెళ్ళాడు అందరూ కట్టగట్టుకుని ఒక్కసారే వెళ్ళారా అలా వెడుతూ ఈ హోటల్ మా చేతుల్లో పెట్టారు now this hotel is undertaken by బి బుల్లబ్ బాయ్ proprietor managing director chairman etcetera etcetera నేను ఇంటికి ఓనర్ని అమృతరావు నా టెనెంట్ నువ్వు ఓనర్ ఎప్పుడు చెప్పావు వాళ్ళిద్దరూ ఊళ్ళో లేరని తెలుసుకున్న తర్వాత ఈ వేధవ ట్రిక్స్ మాకు తెలియనుకోకు అబ్బా నేను చెప్పేది నిజం ఎలా కనిపెడతారో వీళ్ళు ఎవరైనా ఊర్లో లేరని తెలిస్తే చాలు తయారైపోతారు దొంగలు ఏదైనా పట్టుకుపోదామని వీళ్ళకి పెద్ద గ్యాంగ్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది గ్యాంగ్ దొంగ అంటారేమిటి నేను ఓనని చెప్తుంటే కావాలంటే సర్వాన్ని పిలిచి అడగండి మర్యాదగా పదిహేను రూపాయలు కట్టి వెళ్ళు నీ రోగు మొహానికి రుజువులు ఒకటి ఒరే సర్వం ఇట్రారా అది అబద్ధం అని తేలితే పది రెట్లు కక్కిస్తాను అబ్బా ఉండవమ్మా వాడు ఇంకా రాకముందే పట్టుకుంటావే ఒరే సర్వం కొంచెం నా గురించి చెప్పరా ఎవరా అంటే మీ తమ్మివాడా నీకు తెలీదా మా ఊరు కాదు రారా ఏంటి లేటు ఆకలి ఇప్పుడు చెప్పరా ఏంటి విశేషాలు ఇంతకంటే పెద్ద విశేషం ఏమంటావు సార్ వాడు ఏంట్రా ఇది నాకే బిల్ ఇస్తావా అది ఇచ్చింది బాబాయ్ వాడు అంటే మేము ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోయిందా కాదండి నేను చాటుగా క్యారేజ్ తెస్తున్నానా బాబాయ్ వాడు ఎదురుపడ్డాడు చూశాడు తప్పించుకోవడానికి హోమ్ డెలివరీ అన్నా బిల్లు రాసిచ్చి వసూలు చేసుకురా అన్నాడు నా దగ్గర చిల్లి కావలేదు మీరే సర్దాలి నా దగ్గరే ఉంటే ఈ దొంగ క్యారేజీ ఎందుకు ఇవాళ హోటల్ కలెక్షన్ పెరిగింది సార్ వాడు ఏంటి మేం కట్టిన బిల్లుతోనా కాదు అప్పాజీ సార్ వాడు కట్టిన బిల్లుతో ఏంటి అప్పాజీ బిల్లు కట్టాడా ఎలాగెలగలగా మన అప్పాజీ సార్ వాడు టిఫిన్కి వచ్చాడు బిల్లు ఇవ్వమని పిన్ అడిగింది మరి నువ్వు తెలియనట్టు ఎందుకు నటించావరా ఒక్కసారైనా బిల్లు కడుతుంటే చూడాలనిపించి అలా చేశాను సార్ వాడు నా ఐడియాకి ఆజ్యం పోసావురా ఇప్పుడు తిప్పుతా చూడు చక్రం అప్పాజీని వాళ్ళ మీదకి ప్రయోగిస్తా మన అజ్ఞాతవాసానికి తెరదించుతా రే నువ్వు వెళుతూ వెళుతూ అప్పాజీని ఇక్కడికి రమ్మని చెప్పు అలాగే ఏమేవ్ మన సింగపూర్ సుందరం నుంచి ఉత్తరం వచ్చింది వాడు సింగపూర్ వదిలేసి పూర్తిగా చెన్నైలోనే సెటిల్ అయిపోయాట సుందరం సింగపూర్ లో బాగా సంపాదించాడని విన్నా బాగా సంపాదించడమే కాదు చెన్నైలో ఇరవై బెడ్రూములతో పెద్ద బంగ్లా కూడా కట్టుకున్నట్ట అయితే మనం ఇక్కడ ఎందుకండి అక్కడికే వెళ్ళిపోయి ఉందాం మనమే కాదే అమ్మాయిని అబ్బాయిని కూడా తీసుకెడదాం అందరూ తొల ఊళ్ళో ఎందుకు అంతా కలిసి చెన్నైలోనే ఉందాం ఐడియా బానే ఉందండి డబ్బులు కూడా బానే ముట్టాయి రేపే ప్రయాణం సో వాళ్ళని ఎలాగైనా మీరే బయటికి పంపాలి నాకేమిటి లాభం ఎందుకంటే వాళ్ళు మన ఇద్దరికి కామన్ శత్రువు గనక కాదంటే వాళ్ళున్నంతకాలం మీ నోట్లో పిసరంత పెసరట్టు కూడా పడదు ఉచితాహారం దొరక్క మీరు వీధిన పడతారు పూట పూటకి మీరు క్షీణించిపోతారు అందుకని మీ ప్రచండ పెనాల్టీ భైరవాతారం ఎత్తి వాళ్ళని పారద్రోలండి ఒరే ఎరవం ఈ సెన్స్లెస్ శాండోకి చెప్పరా నేనెవరో ఆంటీ మొన్న సరదాగా అన్నాను నిజంగా ఆయన ఇంటి అనరు అయితే ఇప్పుడేంటే ఇక నువ్వు మాట్లాడడానికి అవకాశం లేదు మొత్తం నేను చెప్పేదే శ్రద్ధగా వినండి అమృతరావుకి నాకు మధ్య ఈ రెండేళ్లలో ఇరవై అగ్రిమెంట్లు అయ్యాయి అందులో నాలుగు చాప్టర్లు బంధువుల రాకపోకల గురించి అత్తింటి వైపు పుట్టింటి వైపు బంధువులు అస్సలు రాకూడదు ఇంకా మిగిలిందెవరంటా ఒకవేళ అనివార్య అనుకోని కారణాల వల్ల ఏ మెడికల్ ఎమర్జెన్సీయో వచ్చి ఎవరైనా రావలసిన ఎడల <laughs> రెండు నెలల ముందుగా నాకు అప్లికేషన్ పెట్టుకోవాలి నా పర్మిషన్ తీసుకున్నాక సదరు పెనాల్టీ చెల్లించి సవినయంగా ఉండి సక్రమంగా వెళ్ళిపోవాలి <laughs> ఈ నిబంధనల్ని అతిక్రమించిన ఎడల పెనాల్టీ ఒకటికి నూట పదహారులు చెల్లించాల్సి ఉంటుంది పర్ హెడ్ కాదు పర్ కేజీ నా అంచనా ప్రకారం ఇద్దరికీ కలిపి ఇరవై వేలు అవచ్చు ఏమిటి అన్యాయం మా అమృతం కట్టాడా అమృతరావు ఎలాంటి పెనాల్టీలు బోల్డ్ కట్టి పండిపోయాడు కడితే పెనాల్టీ అన్నా కట్టండి లేదా పెట్టే బేడన్నా సర్దండి యా అప్పాజీ గారు మీకు కూడా థ్యాంక్స్ చెప్పాల్సిన రోజు వస్తుందని నేను అనుకోలేదు వెంటనే అమృతాన్ని ఫోన్ చేసి శుభవార్త చెప్పండి చెప్పానా నా తెలివితేటల్ని శంకించా వైజాగ్ లో పదేళ్ల పాటు పాతుకుపోయిచ్చిన వాళ్ళని పది రోజులు గడవకుండానే డైరెక్ట్ గా పో అనుకుండా పంపేశా that is the power of Anjaneyulu Anjaneyulu ఆగు అరే నేమ్ ప్లేట్ నా నేమ్ పలుకుతుందేంటి నేమ్ ప్లేట్ కాదు నేమ్ పర్సనే ఏంటి మీరు వెళ్ళలేదా లేదు కొడుకు కూతురుతో సహా ఇక్కడే ఉందామని వచ్చాం అమృతరావుని అమాయకుణ్ణి చేసి ఆడుకుంటాడా అప్పాజీ వాడి అంతు చూడ్డానికే మంది మార్బలంతో దిగా రేపో మాపో మా మరదల కొడుకు లాయర్ కూడా దిగుతున్నాడు ఇక్కడే ఉండి ప్రాక్టీస్ పెడతాడంట ఆ అప్పాజీ పని పట్టే వరకు ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉంటాం